Hello guys welcome back to my another fresh new first blog so ఇప్పుడే లేచాను గైస్ జస్ట్ ఇప్పుడే లేచి పైకి వచ్చాను టెర్రస్ పైన సో అదే ఇంకా వెళ్ళి ఒకసారి చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే అవి చూసుకొని ఫ్రెష్ అప్ అవుదాం so I see you there so okay guys చిన్న పని పడితే వెళ్తున్నాను జస్ట్ కొంచెం కార్డులో బైకులు తీయాలి క్లీన్ చేయాలి సో అందుకే వెళ్తున్నాను పెద్దగా ఏం చేయలేదు క్లీనింగ్ జస్ట్ వాటర్ కొట్టా అంతే మనం చేసేది అదే ఎక్కువ ఇది మన స్కూటీ చాలా అంటే చాలా బ్యాడ్ కండిషన్లో ఉంది సో ఇప్పుడు దీనికి ఒకసారి జస్ట్ డ్రై వాష్ చేసేసి ఒకసారి దీనికి కూడా ఇవ్వాలి పేరేంటి సర్వీస్ కూడా ఇవ్వాలి ఒకసారి జస్ట్ ఐస్ ఒక మొత్తం స్టార్ట్ అయ్యే బండి కాదు ఇది చాలా టైం పట్టింది ఇప్పుడు నేను ట్వంటీ ట్వంటీ మినిట్స్ నుంచి కష్టపడితే స్టార్ట్ అవుతుంది కానీ మధ్యలో ఆగిపోతుంది చూద్దాం ఒక కాసేపు దొక్కుతూ ఉంటే అయిద్దేమో అయిపోయింది అయిపోయింది వెళ్ళి ఒకసారి బ్రేక్ఫాస్ట్ ఏం చేసిందో చెప్పినట్టే అయింది మా ఇంట్లో ఈ టైం కదా బ్రేక్ఫాస్ట్ కాదు కదా టీ కూడా దొరకదు గైస్ సో ఎప్పుడైనా వచ్చేటప్పుడు టెన్ ఓ క్లాక్ రండి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది సో నెక్స్ట్ ఏం చేయాలంటే అందరూ బ్లాకింగ్ చేస్తుంటే వింత జంతువులా చూస్తున్నారు గైస్ నాకు అర్థం కావట్లేదు ఇంట్రో అనేది నేను ఫిక్స్ అయ్యాను సో మీకు ఇదే కనిపిస్తుంది కొంచెం నీట్గా కొంత క్రియేటివ్గా ఉంది ఇది సో గైస్ ఒకటి మర్చిపోయాను నేను ఇవాళ కొంచెం అర్లీగా లేచాను సిక్స్ సిక్స్ సెవెంటీన్ కల్లా లేచాను సో దానివల్ల ఇప్పుడు దాకా బ్రేక్ఫాస్ట్ రెడీ అవ్వలేదు రోజు నేను ఎయిట్కి సెవెన్కి లెగుస్తాను సో అందుకే నాకు త్వరగా బ్రేక్ఫాస్ట్ వచ్చేసేది దానికి కొంచెం అర్లీగా లేసా కాబట్టి నాకు బ్రేక్ఫాస్ట్ ఇంకా ఆయన అనిపిస్తుంది మమ్మీ కరెక్ట్గానే చేస్తుంది గైస్ నేను కొంచెం తప్పు ఇప్పుడు నేను స్నానం చేసేసి ఒక టూ మినిట్స్లో రెడీ అయ్యి ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ తిందాం ఓకే గాయస్ జస్ట్ ఇప్పుడే రెడీ అయ్యాను రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ తినేసి బయటికి వెళ్దాం బయటికి వెళ్దాం ఇదే ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ దోశ హాట్ పొంగల్ ఇది chutney so okay guys just ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసేసాను సో ఆఫీస్ మా ఆఫీస్లోకి వెళ్ళి ఒక చిన్న పని ఉంటుంది ఆ నేను చేసేసుకొని అప్పుడు మిమ్మల్ని కలుస్తాను నేను సో గైస్ మార్నింగ్ ఎయిట్ థర్టీకి వెళ్ళాను గైస్ మా ఆఫీస్కి మార్నింగ్ ఎయిట్ థర్టీకి వెళ్తే ఇప్పుడు ten thirty ten eleven o'clock అవుతుంది almost ya eleven o'clock అవుతుంది ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చాను గైస్ ఇంటికి వర్క్ మొత్తం ఫినిష్ చేసుకొని సో ఇప్పుడు ఒక కొంచెం టైం పాస్ చేసుకొని లంచో ఏదో చేద్దాం ఈ నా ఫేవరెట్ గైస్ దీని పేరు ఉమా తెలుగు ట్రావెలర్ మధ్యలో నాకు గుర్తొచ్చింది మీరు కానీ మా ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్టే మళ్ళీ గుర్తు చేస్తున్నా ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేయండి కిందనే ఉన్న బెల్ ఐకన్ నొక్కండి నేను మహా అయితే టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి పోస్ట్ చేస్తాను సో మీకు నోటిఫికేషన్స్ కూడా ఏమి రావు సో కింద బెల్ ఐకన్ నొక్కండి నా వీడియోస్ని ఫస్ట్ మీరే చూడడానికి అండ్ లైక్ కూడా చేయండి వీడియోని మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి ఫస్ట్ సో కమెంట్ చేయండి ఎస్ నేను నేను సబ్స్క్రైబ్ చేశానన్నా అనేసి థ్యాంక్ యూ మీరు కానీ నన్ను ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి నవనీష్ విక్రమ్ అనేసి నవనీష్ విక్రమ్ నా పేరే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అది ఫాలో అయిపోండి ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి నవనీష్ విక్రమే మళ్ళీ బ్యాండ్ మందే మనమే చేయాలి వంట ఆఫ్టర్నూన్ లంచ్ చదవలేదు ఒకటి ఇది మీకు తెలిసే ఉంటుంది మెక్రోనోల్స్తో వచ్చిన కెచప్ ఇది నాకు ఇష్టం ఇలా పెట్టుకొని ఇలా తింటాం సో చూస్తాను వంట ఏమేం చేయాలో సో గైస్ ఇప్పుడు మన బ్యాండ్ కదా సో నేను క్యారెట్స్ ఇంకా బీట్రూట్స్ కలిపి చేస్తున్నాను మిక్స్ చేస్తున్నాను రెండు మిక్స్ చేసి చేద్దాం దీనికోసం ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్స్ బీట్రూట్ అంతే మొత్తం వేసేసి ఫ్రై చేసి కాసేపు మూత పెట్టేసి అయిపోద్ది చాలా సింపుల్ సో ఒక గైస్ మన కర్రీ అనేది అయిపోయినట్టుంది కొంచెం చూడగానే అనిపిస్తుంది అయిపోయింది చాలా తక్కువ చేసింది ఎందుకంటే ఫస్ట్ టైం నేను చేసింది సో మళ్ళీ వేస్ట్ అవ్వకూడదు ఇది ఒక మూడు క్యారెక్టర్తో చేశాను అంతే సో గైస్ ఇప్పుడు ఒక కర్రీ అయిపోయింది ఇంకొక కర్రీ చేస్తున్నాను దాల్ తడక సింపుల్గా నేను చూపిస్తాను దాన్ని ఫాలో అయిపోండి మీరు సో యా గైస్ జస్ట్ ఇప్పుడే లంచ్ అనేది అయిపోయింది అది అదే ఆ కర్రీ చూసారు మీరు ఇంకా దాల్ తడక నేను చూపించలేదు షూట్ చేయలేకపోయాను లంచ్ తినేసాను కాసేపు కూర్చున్నాను పడుకున్నాను సారీ పడుకున్నాను సో ఒక four o'clock four thirty ఆ టైంలో వాకింగ్కి వెళ్దాం గైస్ ఇప్పుడు నేను వాకింగ్ అనేది వెళ్తున్నాను వాకింగ్ అనేది వెళ్ళి ఇక్కడ దగ్గరలోనే మా పా దగ్గరలో పార్క్ ఉంది ఆ పార్క్లోకి వెళ్తున్నాను అప్పుడు అక్కడ మిమ్మల్ని అక్క మిమ్మల్ని అక్కడ కలుస్తాను We'll be right back. బ్లాగ్ అనేది ఇక్కడ ఎండ్ చేస్తున్నాను సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్టయితే పక్కన ఉన్న బెల్ ఐకన్ కొట్టండి to catch my latest updates so I see in the next one till then bye